హాయ్ ఫ్రెండ్స్ పాలిస్ సెట్ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ విడుదలయ్యింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పాలిటెక్నిక్లలో వివిధ డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోరుచున్న అభ్యర్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దీనిని POLYCET two thousand twenty two ఇవ్వడం అనేది జరిగింది వివరాల్లోకి వెళ్తే tenth class or equivalent course అనేది కంప్లీట్ అయ్యి అంటే ఇప్పుడు ఏప్రిల్ ఆర్ మే రెండు వేల ఇరవై రెండులో హాజరు కాబోతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు ఆన్లైన్ దరఖాస్తు ఫారం నాలుగు వందలు పదకొండు నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ దరఖాస్తు ఫారం దాఖలు పరచుటకు ఆఖరు తేదీ పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై రెండు పాలిసెట్ రెండు వేల ఇరవై రెండు ఎగ్జామ్ నిర్వహించు తేదీ ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై రెండు ఓకే ఫ్రెండ్స్ మీరు ఒక అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలంటే HTTP SPTE tab dot gov dot in అనే వెబ్సైట్కి వెళ్ళండి లేదా POLYCET tab dot nic dot in అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు సో ప్రజెంట్ ఎవరైతే టెన్త్ చదువుతున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్